నమస్కారం good evening Vijay Raghavan pre release ఈవెంట్కి విచ్చేసిన వారందరికీ స్వాగతం సుస్వాగతం ఏదైనా కొత్త తరహా ఫిలిమ్స్కి పెట్టింది పేరు కేర్ ఆఫ్ అడ్రస్ మన విజయ్ ఆంటోనీ గారు ఇప్పటికే మనం చూసాం నకిలీ సలీం అండ్ అలాగే బిచ్చగాడు అండ్ రోషగాడు ఇలా ఎన్నో ఫిలిమ్స్ని కంటెంట్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ని చూడడం జరిగింది ఇప్పుడు పక్కా కమర్షియల్ ఫిలింతో ఒక సోషల్ అవేర్నెస్ ఒక సోషల్ మెసేజ్ని కూడా దీంట్లో లీనం చేసి దీన్ని చక్కగా మలిచి మన ఆనంద్ కృష్ణన్ గారి దర్శకత్వం వహించి ఈ చిత్ర ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొని రావడం జరుగుతుందన్నమాట so wish you good luck team అందరికీ కూడా అందరికీ నమస్కారం హాయ్ సార్ మీడియా వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ని వీక్షించడానికి వచ్చిన పెద్దలకి అందరికీ నమస్కారం విజయ రాఘవన్ డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుందండి సెప్టెంబర్ పదిహేడో తేదీన రిలీజ్కి సిద్ధంగా ఉంది ఈ ఈ సినిమా ఎలా ఉందని చెప్పాలంటే డబ్బింగ్ చేసేటప్పుడే మాతో పాటు ఒక దగ్గర దగ్గర ఒక యాభై మంది వర్క్ చేశారు ఫస్ట్ డే నుంచి ఎవరెవరైతే డబ్ చేశారో డబ్ చేసి వచ్చి చెవి దగ్గర ఒకే ఒక మాట చెప్పారు మనం ఈ సినిమాతో హిట్ కొడుతున్నామని యాభై మంది అదే మాట చెప్పారు యాభై ఒకటో అని నేను చెప్తున్నాను ఈ సినిమా పెద్ద హిట్ ఈ సినిమా చాలా బాగుంటుంది నేను చెప్పిన మాట కాదు మా అందరు స్టాఫ్ చెప్పారు డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ thank you thank you sir Bhashasri గారు మీరు ఇంకా తెలుగులో అంటే నేను ఇంకా ఒక పది పదిహేను లైన్లు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను అంటే ఇప్పటి వరకు మేము ఎంత తక్కువగా మాట్లాడితే అంత బాగుంటుందని సో కంటెంట్లోనే అంటారా సినిమానే మాట్లాడుతుంది అంటారా సినిమా ఖచ్చితంగా మాట్లాడుతుంది అండ్ మార్కెట్లో మీ డైలాగులు కూడా వాడుకలు అలా ఉంటాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉండాలని నమ్ముతున్నాను అయితే దానికంటే ముందు ఇప్పటి వరకు విజయ్ ఆంటనీ సార్ని మేము చూసిన విధానం వేరు కదా ఆయన బిచ్చగాళ్ళలో ఒకలా కనిపించారు రోషగాళ్ళలో ఇంకోలా కనిపించారు బట్ ఇందులో అయితే చాలా రకాల వేరియేషన్స్ కనిపిస్తున్నాయి అందరికంటే ముందు మీరే సినిమా చూశారు ఎలా అనిపించింది ఆయన వేరియేషన్స్ అండ్ బాడీ లాంగ్వేజ్ చూసి ఈ సినిమాలో విజయ ఆంటనీ గారు ఒక ట్యూషన్ మాస్టర్ ఒక అమ్మ కన్న కళని తీర్చడానికి వచ్చిన వ్యక్తి అనమాట ఇందులో చాలా అతని క్యారెక్టర్లో చాలా డైమెన్షన్స్ కనిపిస్తాయి మీకు ఒక ఒక రొమాంటిక్ ఒక నిజం చెప్పాలంటే ఒక ఎమోషన్ క్యారీ చేశారు సినిమా మొత్తం ఇందులో ఒక నాలుగైదు రకాల విజయ్ ఆంటోనీ గారిని మనం చూడొచ్చు చాలా విభిన్నంగా ఉంటుంది సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది అందరికీ నమస్కారం that's all I know Telugu Soon I will learn Telugu uh, and I want to do a direct film after learning Telugu. Um, uh, apologize for my uh, not knowing Telugu. So, uh, good evening everybody. Uh, it's very happy to be here. this is my second film releasing in Telugu. my first one was Metro and I got an unexpected response for that and I came last time for the success party of that and I uh, didn't expect that my second movie will uh, have such a grand uh, pre-release event. Thank you, Srikari Films. It's such a beautiful uh, organization. Thank you so much, and thank you, Shreya's group and all. Thank you so much. And Vijay Raghavan is a story about a, a UPSC aspirant uh, who's struggling to become an IAS officer and who has a lot of dreams in his life, who, who carries his mother's dreams and who gains knowledge and who gives knowledge, uh, getting into a problem and how is he sorting out all his uh, problems related with the society, the story of Vijay Raghavan. This, is, this will be a, a family entertainer and also this, this film will carry a huge message on uh, how to handle uh, political issues with the society and I'm very happy that it's, it's having a great release here. Uh, I must thank my producers, Raja sir, um, Kamal sir, Dhanajayan sir, um, Lalita Jandan madam, Pankaj and uh, Pradeep for this wonderful, for making, giving me an opportunity to make this wonderful film. And my uh, uh, greatest thanks to uh, Vijay Antony sir for giving me this opportunity. It was such a wonderful, such wonderful to work with you sir. Um, I hope this film will be uh, this film will be received very well by the press and media and also the general audience. Uh, and I thank everyone for supporting this film. Uh, I must thank Ramachandra Raju sir for uh, coming for this event. Thank you so much, sir. He is such a sweetheart, and he is going to be one of the one of the best actors in Indian cinema very soon. And mark my word. Uh, thank you, Nivas, the hero of this event. Thank you, Nivas. You didn't sing me like this before. he's, <laughs> he's only singing here. He's not singing in, in, in front of me. It's very, it's, it's, it's so glad to see you sing. Such a, such a wonderful soul of voice you have. Thank you so much. And thank you, uh, Atmika, uh, for joining us. Uh, thank you for the part in Vijay Raghavan. And thank you, everyone. I need all your support. And uh, definitely next time I'll try to talk in Telugu. Uh, forgive me. Uh, thank you so much. Support the film, and I hope you will have a very good film, and it will be an unforgettable theatrical experience. So watch only in theaters. Thank you so much. September 17th, coming Friday, the film is releasing. I want you all to watch watch the film in the uh, theaters, and please support us. Thank you. And yes hero గారి చేతుల మీదుగా సెప్టెంబర్ సెవెంటీన్త్న విజయ రాఘవన్ థియేటర్స్ని హిట్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తుంది అందరికీ నమస్కారం మాధ్యమ మిత్రులకి ముఖ్యంగా నమస్కారం చెప్తూ సభలో వేదిక మీద ఉన్న ఆంటోనీ సార్కి ఆత్మిక అనగా ఆనంద్ గారు కమల్ గారు అందరికీ నమస్కారం అండి చాలా సంతోషంగా ఉంది సెప్టెంబర్ పదిహేడో తారీఖు సినిమా రిలీజ్ అవ్వబోతుంది అది థియేటర్లో రిలీజ్ అవుతుంది ఒక మంచి సినిమా దాన్ని మీరు ఆదరించి గెలిపించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను తర్వాత ఆనంద్ గురించి చెప్పాలి ఆనంద్కి థ్యాంక్స్ నన్ను ఈ సినిమాలో క్యాష్ చేసిన దానికి తను చాలా టాలెంటెడ్ మంచిది కావాలి ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలి అని కోరుకుంటూ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి థ్యాంక్స్ అండి we put in lot of effort please come and watch on watch in theatres thank you short and sweet success meet yes sir yes అందరికీ నమస్కారం తెలుగు ఆడియన్స్ ఎప్పుడమే మంచి ఫిల్మ్ని చాలా సపోర్ట్ చేశారు వెల్కమ్ చేశారు మరికొండ మీ ఫ్యామిలీతో కలిసి సెప్టెంబర్ సెవెంటీన్త్ విజయరాఘవన్ని థియేటర్ థియేటర్లపై చూడండి you'll be very much satisfied it's a beautiful film and please watch together with your family it's a family film thank you so much Vijay Antony sir, ni matladal sini ka kor kunte Thank you, thank you. Andheri ki namaskaram. Really, really happy to meet you after a long time. My last movie is uh, Killer. After two years, because of pandemic, we couldn't uh, meet. I'm uh, really very happy to meet you all again with a very good movie like Vijay Raghavan. Vijay Raghavan is directed by a very talented director, Anand. His previous film, if you have time, please watch his previous film that is called Metro. That is called Metro in Telugu also, right? Metro. Wonderful movie. He's a very well-talented director. He will be reaching more heights in future. And uh, I am very thankful for my producer, Raja sir, and Kamal sir, and Pradeep sir, and Dhanjan sir. They have spent uh, uh, more money in this project, and uh, they have made a very good commercial movie out of me. And uh, I wish you very all the best, Srigari producer sir. I, I, I, have seen this movie several times being editor. Uh, definitely this movie will be carrying all the emotions uh, which Pichagadu had. It will not disappoint you. You shall watch this movie with your family. And uh, Pichagadu is a, a mother's story. Uh, is mother's dream. So it is a wonderful movie to watch with family. And uh, I hope, and uh, so thank you, Geeta. <laughs> your presence, your charisma in this today's event really helped us, helped us a lot. And uh, I would like to come and meet you very soon uh, for the success meet. And thank you all. I, and today's uh, hero, uh, music director uh, Nivas Prasanna have, has done a wonderful job. And I would like to work with you again and again, uh, Nivas. He's a very good, talented musician. And Thank you, Ram Garu, for acting in this film. And your presence has uh, <clears throat> supported this film in a very different level. Thank you so much. Would like to with you, work with you more and more. Thank you for all the uh, guests who have come for this uh, event. Thank you, Basha Garu, my pillar, my emotional support in this industry. Thank you so much for your uh, dialogues and lyrics for this movie. Thank you, everyone. And uh, you, you shall be confident about this movie. This movie will become hit thank you so much thank you wish good luck Vijay sir ఆయన మాటలతో బ్లెస్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం Chandur Infinity Pictures Tamil producers తెలుగుకి వస్తే శ్రీకరి పిక్చర్స్ మన శివారెడ్డి రవిచంద్రారెడ్డి గారు శివారెడ్డి రవిచంద్రారెడ్డి గారు డిస్ట్రిబ్యూటర్స్గా జై సింహ అనే సినిమాతో మొదలయ్యి చెలో నుంచి అరవింద సమేత ఈ మధ్య అలా వైకుంఠపురం భీష్మ అలా ఏ సినిమా వాళ్ళు డిస్ట్రిబ్యూటర్గా చేసినా సెలెక్టెడ్గా ఫిల్మ్స్ చేస్తారో ఆ ఫిల్మ్స్ అన్నీ కూడా సూపర్ హిట్ అలాంటి ప్రొడ్యూసర్స్ ఇవాళ తెలుగులో ఒక విజయ రాఘవాన్ని సెలెక్ట్ చేసుకున్నారంటే డెఫినెట్గా వాళ్ళ సెలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది గ్యారంటీ హిట్ దాంట్లో డౌట్ అక్కర్లేదు అలాగే విజయ్ ఆంటోనీ గారిది చాలా సినిమాలు ఆయన చేశారు నేను ఇంతకుముందు ఆయన ఆయన చేసిన ఒక సినిమాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి నేనే ఉన్నా ఆ సినిమా పేరు బెచ్చగాడు ఇది సెకండ్ ఫిల్మ్ సో బెచ్చగాడు సినిమా రిలీజ్ అయినప్పుడు శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిల్మ్స్ తరఫున చదలవాడ శ్రీనివాసరావు రిలీజ్ చేశారు ఆయన ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఒక నాలుగు ఛానల్స్ ఉంటే నాలుగు ఛానల్స్లో ఒక్క సెకను యాడ్ వేయకుండా ఈటీవీ అండ్ అదర్ ఛానల్స్ అందరినీ పెట్టుకుని ఆ సినిమాని one hundred forty days Vijayawada Vizag main సెంటర్స్లో వితౌట్ డెఫిసిట్తో జెన్యూన్ సూపర్ హిట్ ఫిల్మ్గా నిలిచింది బెచ్చగాడు ఆ రోజు ఆ టైటిల్ బెచ్చగాడు అనే అని చెప్పి తమిళ్లో ఉంటే బెచ్చగాడని పెట్టుకోవాలంటే ఎంతో ధైర్యం కావాలి కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ ఆ సినిమా చేయాలనంటే మేము కూడా బెచ్చగాళం అండి ఆ టైటిల్ మాకు ఇదండి అని అనుకుంటే అప్పట్లో ధైర్యంగా విజయ్ ఆంటోనీ గారు ధైర్యం చెప్పి అలాగే చదలవాడు శ్రీనివాసరావు ధైర్యంగా ఆయన ఓన్ రిలీజ్ చేసి ఆయన ఒక ఆంధ్రజ్యోతి ఫుల్ పేజీలు యాడ్లు ఇస్తే కోటి యాభై లక్షలు దాదాపుగా ఆంధ్రజ్యోతికే కట్టి సూపర్ హిట్ చేసి ప్రమోట్ చేసిన గొప్ప ప్రొడ్యూసర్ ఆయన తర్వాత ఒకసారి టి రాజేంద్ర గారు సింబు ఏదో టాపిక్లు వస్తే సార్ ఆ బిచ్చగాడు ప్రొడ్యూసర్ ఎవరన్నా మాకు చూపించండి సార్ మేము కూడా ఎక్కడో స్టార్స్ అయిపోతాం సార్ అలాంటి ప్రొడ్యూసర్ కావాలన్నారు అలాంటి చదలవాడి శ్రీనివాసరావు ఆ బిచ్చగాడు చేశారు ఆ ఈవెంట్కి నేను వచ్చి ఇవాళ రెండోది డెఫినెట్గా నేను అడుగు పెట్టాను ఆ రోజు బిచ్చగాడు అయ్యింది ఇది కూడా బిచ్చగాడిని దాటి విజయ తీరాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకోటి విజయ్ ఆంటోనీ అంటే ఆయన ఒక ఫిల్మ్ యూనివర్సిటీ ఆయనే మ్యూజిక్ డైరెక్టరు ఆయనే ఆర్టిస్టు ఆయనే సింగరు ఆయనే మ్యూజిక్ కంపోజర్ ఇట్లా ఎన్నో ఉంటాయి ప్లస్ ఆయన ఒక డైరెక్షన్ ఛాన్స్ ఒకళ్ళకి ఇచ్చారు అని అంటే ఎంతో టాలెంటెడ్ ఫీలో లేకపోతే డెఫినెట్గా ఆయన ఇవ్వడు అలాంటి టాలెంట్ ఆల్రెడీ మెట్రోతో ప్రూవ్ అయిన ఆనంద్ కృష్ణన్ గారు చేశారు డెఫినెట్గా ఆయన ఆల్రెడీ మెట్రో సినిమా పెద్ద సక్సెస్ఫుల్ అయింది ఇది కూడా నెంబర్ టూ సక్సెస్ఫుల్ అవ్వాలి మాకు బెచ్చగాళ్ళు ఆ డైరెక్టర్ శశి ఆయన కూడా మొదటి సక్సెస్ఫుల్ ఒక రోజాపూల్ నుంచి వచ్చారు సో ఇలా ఎన్నో చూసుకుంటా అంటే ఈ ఆనంద్ కృష్ణ గారికి రెండో సినిమా కూడా సూపర్ హిట్ దీంట్లో డౌట్ అక్కర్లేదు ఇక మ్యూజిక్ డైరెక్టర్కి వస్తే విజయ్ ఆంటోనీ గారే ఒక గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ ఆయన ఒక పిహెచ్డి మ్యూజిక్ డైరెక్టర్ రేంజ్ అయ్యి ఆయన ఒక కుర్రాడికి ఛాన్స్ ఇచ్చారు అని అంటే ఎంతో టాలెంట్ లేకపోతే ఎవరు మేము ఒకప్పుడు అతిరథుడు అనే సినిమా చేసినప్పుడు రాజ్ కోటి గారు మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నాడు అప్పుడు ఒక పిల్లోడు కీబోర్డ్ ప్లేయర్ చేసేవాడు అతని పేరు దిలీప్ తర్వాత ఆయన పేరు మారి ఏఆర్ రెహమాన్ అయ్యాడు అలా ఏఆర్ రెహమాన్ లాగా కనబడుతున్నాడు నాకు ఈ నివాస్ ప్రసన్న సో అలా ప్లస్ ఆయన ఇక్కడ ఆవేశంగా ఆయన మ్యూజిక్తో పాటు ఒక ఆర్టిస్ట్గా కూడా మళ్ళీ విజయ్ ఆంటోనీ గారిని ఫాలో అవుతూ మ్యూజిక్ డైరెక్టర్ నుంచి ఆర్టిస్ట్ అయిపోయేటట్టు ఆయన కూడా ఆర్టిస్ట్ లాగా అద్భుతంగా పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఇక్కడ మనకు ప్లేబ్యాక్లోనే సో ఆయన ఇక ఆర్టిస్ట్గా ఇక హీరోయిన్ ఆవిడ ఆస్మాన్ చూస్ ఆవిడని చూస్తా అంటే బిచ్చగాడు హీరోయిన్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉందో అదే ఇదిలో ఈవిడిది కూడా కనబడుతుంది ఒక రొమాంటిక్ వేలో ఉంది డెఫినెట్గా ఉంది ఇంకోటి ఏంటంటే ఇప్పటి వరకు మనం సెంటిమెంట్గా చూసుకుంటే మాస్టర్ సినిమాలు చూడండి ఒక సింహ సినిమాలో బాలకృష్ణ గారు ఒక ప్రొఫెసర్గా ఒక మాస్టర్గా పెద్ద హిట్ సినిమా అలాగే మాస్టర్గా చిరంజీవి గారిది పెద్ద హిట్ సినిమా సో ఆ సెంటిమెంట్స్ చూస్తుంటే దీంట్లో కూడా ట్యూషన్ మాస్టర్గా విజయ్ ఆంటోనీ గారిది చాలా పెద్ద హిట్ సినిమాలకు కనబడుతుంది ఇవాళ సెకండ్ పాండమిక్లో మనకి ఎస్ఆర్ కళ్యాణ్ మండపం అలాగే సిటీ మార్ చూసుకుంటామంటే ఈ వేవ్లో ఇప్పుడు సిటీ మార్ పదికి మొన్న సూపర్ హిట్ అయ్యింది ఇప్పుడు ఇది కూడా పదిహేడుకి చాలా పెద్ద హిట్ అవుతుందని అలాగే మా శ్రీకరి పిక్చర్ శివారెడ్డికి వాళ్ళకి పెద్ద హిట్ సినిమా వాళ్ళని విజయ్ ఆంటోనీ గారికి సెంటిమెంట్గా బిచ్చగాడు ఎంత సూపర్ హిట్ అయిందో ఇది కూడా సూపర్ హిట్ అయితే నా లెగ్ కూడా సెంటిమెంట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకు thank you sir thank you sir thank you so much one more thing అండి దీంట్లో క్యాస్టింగ్ అని చూస్తుంటే మన బాహుబలి ప్రభాకర్ గారు కనబడుతున్నాడు కేజీఎఫ్ ఆర్టిస్ట్ ఆయన కనబడుతున్నాడు మన జనతా గ్యారేజ్ కనబడుతున్నారు సో చాలా మ్యాసివ్గా చాలా కాస్ట్లీ ఫిల్మ్గా చాలా కమర్షియల్ ఫిల్మ్గా కూడా కనబడుతుంది సో అన్ని రకాల ఏ క్లాస్ నుంచి సి క్లాసుల వరకు అందరూ ఆదరించే గొప్ప సినిమా అవుతుందని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. So, s- as uh, you told me, sir, uh, you have come for our audio launch uh, and you carry a very big sentiment. Because of you, I think uh, this Vijay Raghavan also will become like Pichagadu. Thank you so much, sir. I forgot to uh, uh, wish my heroine, uh, Atmika. She's a very wonderful, talented uh, actress. And um, after this uh, movie, she's going to have a very big ground in this industry. I wish you very all the best, Atmika. Thank you. Thank you.